స్వర్గం లేదు మత్తుకు మించిన మనశ్శాంతి లేదు 뭉치나 살감을 해줘 만족하면 치나 샷 이래줘 만족하면 치나 살감을 해줘 చేయడం ఇలా బెల్ట్ తీసుకొని కొట్టుకుంటున్నాడు పాపం తాగడానికి డబ్బు లేవనుకుంటా మందు లేక పిచ్చికి కొట్టుకుంటున్నాడు ఇది సంగతి ఏంటో చూద్దాం హలో హలో బ్రదర్ ఎందుకు కొట్టుకుంటున్నావు బ్రదర్ నీకెందుకు తాగబోతు నా కొడాక నా బాడీ నా బెల్ట్ నా ఇష్టం రే నన్నే చూస్తావా నేనెవరో తెలుసా నీకు పోతే శంగానికి పసిరంట్రా నేను దాంతో పెట్టుకున్నామంటే మందు వాసనతో చంపేస్తా వీడు వినేలా లేడు వీడు కిక్కు దించి తాట తీయాలి సర్లే ప్రసన్ గారు చెప్తా అయితే ఒక షరతు నువ్వు చెప్పింది విన్నాక ఈ బెల్ట్ దెబ్బలు నువ్వు తినాలి సరేనా ఓకే కిక్లో ఉండాలి కానీ బెల్ట్ దెబ్బలేంటి చెప్పు దెబ్బలు కూడా సంజయ్ చేతులు ఎందుకు కట్టిస్తున్నారా యదవ్వా అంతా విని దెబ్బలు తినకుండా పారిపోతావని రా ఒరే ప్రెసిడెంట్ నేను ఒక సైట్ కొన్నాను రా దాన్ని చూసి నాకు పిల్లనిచ్చిన మామ ఇల్లు కట్టుకోమని ఐదు లక్షలు ఇచ్చారా అనుకోకుండా ఒకరోజు మా ఫ్రెండ్ డిన్నర్కి వెళ్ళాం అంతే సరదాగా మొదలైన పేకాట సీరియస్గా మారిపోయింది మొత్తం ఐదు లక్షలు ఓడిపోయాను దాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని సైట్ను కూడా పేకాటలో పెట్టాను అది పోయింది చివరికి భార్య నగలు తెచ్చి ఆడా నగలు పోయాయి చివరికి చివరికి నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళి కూర్చుంది నాపై నాకు వస్తున్న కోపానికి ఏం చేయాలో అర్థం కాక కోపం తగ్గక ఇలా బెల్ట్ తీసుకుని కొట్టుకుంటున్నాను ఇంతేరా సంగతి ఒరే నువ్వు చెప్పిన కదా విన్నాక దారిని మొత్తం దిగిపోయింది నన్ను వదిలేసి వెళ్ళి ఒక వాట తెచ్చుకుంటారా అమ్మా ఇప్పుడు వదిలేస్తే దొరుకుతావురా అందుకే రా నేను కట్టేసింది ఒరే నీకు దండం పెడతా కూడా తగ్గిపోయిందిరా ఇప్పుడు కూడా తట్టుకోలేనురా నన్ను వదిలేరా సమస్య లేదు నువ్వు తాగిన మందు సాక్షిగా నేను ఆడిన పేకాట సాక్షిగా నీ తోలు ఊడేలా కొట్టకపోతే చూడు ఉంటాను రా ఉంటాను బాబు నువ్వు వెళ్ళరా బాబు వెళ్ళు Pa. ఒక్క విషయంలో నన్ను వేలబెడతాను నేనే ట్రబుల్ నా బాడీనే పెట్టేశాను అయినా పడుకున్నాను గాడితను లేపి తనించుకోవడం అంటే ఇదేనేమో మా పా